దివ్య సంజీవిని యోగ ప్రేక్షకులకు నమస్కారం ఈ ఎపిసోడ్లో మండుకి ముద్ర కోసం తెలుసుకుందాం మండుకి ముద్రకి దంతాలు కలిపి ఉంచాలి నడుము తల తిన్నగా ఉండాలి ఏ విధంగా కూర్చున్నా పర్లేదు పద్మాసనం అయితే చాలా ఉత్తమైంది రాని పక్షంలో అర్ధ పద్మాసనం అది కూడా చేయలేకపోతే సుఖాసన్ సిద్ధాసన్ చేయవచ్చు వజ్రాసనంలో కూడా ఈ ముద్రని సాధన చేయవచ్చు దంతాలు కలిపి ఉన్నప్పుడు నాలికని మడిచి పైన అంగుటికి టచ్ చేసి కొద్దిగా ఈ విధంగా ముందుకి వెనక్కి రాపిడి జరగ జరుపుతాం జరిపినప్పుడు ఏమవుతుంది లాలాజలం నోట్లో ఎక్కువ కూరుతుంది లాలాజలం అంటే ఉమ్ము ఇది ప్రపంచంలో ఉన్న అన్ని మందుల కన్నా పవర్ఫుల్ మంది ఇది లాలాజలం ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల మందు రకాల మందులు ఉన్నాయి వాటన్నిటికన్నా శక్తివంతమైనది మంచి మందు లాంటిది ఇది ఇదే శరీరంలో ఏ పదార్థం తిన్నా ఎటువంటి తిన్నా అరిగించే శక్తి కలది ఇది అందుకే తిన్న పదార్థాలని బాగా నవిలి తింటే ఆ లాలజలంతో లోపలికి వెళ్తే ఎటువంటి రోగాలు రాకుండా చక్కగా వంద సంవత్సరాలు బతుకుతుంటారు ఇది ఈ మండుకు ముద్రకి నాలిక పైన టచ్ చేయగానే లోపల లాలాజలం ఎక్కువ ఊరుతుంది ఊరి కడుపులోకి వెళ్ళినప్పుడు కడుపులో ఉన్న యాసిడ్స్ తోటి కలిసి అరిగించి పేగుల్లోకి వెళ్ళినప్పుడు ఆల్కలైన్స్గా మారుతుంది పైన యాసిడ్స్ కింద ఆల్కలైన్స్ కింద మారుతుంది అటువంటిప్పుడు చాలా సమస్యలు రాకుండా అరుగుదలకి చాలా బాగా పనిచేసే ముద్రనే మండుకి ముద్ర ఈ స్థితిలో కళ్ళు సున్నితంగా మూసుకోవాలి నాలుకని రాస్తూ ఉండాలి దంతాలు కలిపి ఉంటాయి పెదాలు కలిసి ఉంటాయి